తమాషా చేయని పెడుతున్నావు చేయని పెడుతున్నావు చేయని పెట్టి చెప్తున్నావు నేను వెనుకకున్నా నేను ముందు గౌరవం ఏజ్ గౌరవమే నాకు అవుతుంది ఎక్స్ట్రా అవుతుంది చెప్తున్నా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అది గౌరవం లేదు అమ్మాయి చెప్పిందా చెప్పిందని అట్లా కొంచెం చెప్పాలన్నా తెలియదా సంస్కారం లేదా అంటే దానికి ఇంకా ఏం బుద్ధి ఎంత ఉన్నారా చెప్పాలి ఏదైనా ఉంటే పార్టీకి వచ్చి చెవులు చెప్పాలి ఇంత ప్రజల ముందు చిన్న చిన్న కావచ్చు అదే వచ్చి నాకు చెప్పాలి అర్థమైందా ఇలా చిన్న చిన్న కావద్దు ప్రజల ముందు